అహరోన్ ఎప్పుడైతే ఐక్యతను కోల్పోయాడు అహరోన్ ఎప్పుడైతే ఆ దైవికమైనటువంటి దేవజనుడైనటువంటి మోసతో ఆ సహవాసాన్ని తెంచుకున్నాడో లోకంతో ఏకీభవించడం ప్రారంభించాడు ఈనాడు ఎప్పుడైతే మనము ఐక్యతలో నుండి దూరం అవుతామో మన జీవితంలో సహవాసంలో మనం ఎప్పుడైతే బలహీనపడతామో ఐక్యతలో మనం బలహీనపడినప్పుడు మనం ఏం చేస్తామంటే మనం ఆత్మీయతలో కూడా మనము అయిపోతూ ఉంటామని దేవుని లేఖనం మనకి నేర్పిస్తుంది అలా మనము ఆత్మీయతల్లో మనం బలహీనలమైతే మనము స్వాభావికంగా ఏం చేస్తామంటే లోకంతో ఏకీభవించవలసి వస్తుందని దేవుని లేఖనం మనకి నేర్పిస్తూ ఉంది హాలలుయ